నమస్తే welcome to Telugu one news మనతో ఉన్నారు కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే సార్ నమస్తే రమేష్ గారు అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం రజనీకాంత్ కామెంట్స్ ఏమో పెద్దగా కాంట్రవర్సీ కామెంట్స్ కూడా ఏం లేవు కానీ వైసీపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు ఏంటి అంటే ఏంది ఇందులో లాజిక్ ఏంటంట ఏం లేదండి వైసీపీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంత క్రూడ్ రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ సమయం ఏంటి సందర్భం ఏంటి ఎందుకు ఏ ఏం మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు అనేది చూసుకోవాలి కదా నేరుగా ఎన్నికల ప్రచారాల్లోనే పాల్గొంటున్నారు సినిమా వాళ్ళు పాల్గొని ఇతను ఓటేయండి అతను ఓటేయండి అని చెప్తున్నారు ఆ నేపథ్యంలో ఏదో ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ అనేది ఒక సందర్భం ఆ సందర్భంలో కూడా మీరందరూ చంద్రబాబు నాయుడుకి ఈసారి ఓటేయండి అని ఏమన్నా అన్నాడు ఆయన అది కూడా అనలా ఎన్టీఆర్ గురించి పొగిడాడు పనిలో పనిగా చంద్రబాబు పక్కన ఉన్నాడు కాబట్టి ఇదే అందరూ చెప్పేటువంటి హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది అది చేయడంలో ఈయన పాత్ర ఉంది అన్నట్టుగా మాట్లాడాడు కేసీఆర్ మాట కూడా తీసుకున్నాడు పనిలో పనిగా ఎందుకైనా మంచిదని అంతకుమించి ఆయన ఎక్కువ మాట్లాడింది ఏమీ లేదు దానికి ఇష్టారాజ్యంగా బూతులు రాసి పర్సనల్ విషయాలు రాసి రజనీకాంత్ మీద ఆ సోషల్ మీడియా ఒకటి ఉంది కదా వాళ్ళకి వైసీపీకి దానికి తోడు మంత్రుల దగ్గర నుంచి అండి అన్ని స్థాయిల్లో అటాక్ చేశారు అతన్ని మంత్రులు మాజీ మంత్రులు పార్టీ నాయకులు ఈడు కొడాలి నాని వాడు నోరు తెరిస్తేనే బూతులు అతను కాబట్టి బూతులు ఏదో మాట్లాడాడు కొడాల నాని ఏంటి రజనీకాంత్ ఏంటి అసలు ఏమన్నా ఉందా రోజా అంతే రోజా కూడా ఏంటో అతని ద్వారా బీజేపీని మంచి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు చేశాట ఏమన్నా రజనీకాంత్కి ఎక్కువ తెలుసా బీజేపీ వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడుకి ఎక్కువ తెలుసా ఎప్పటి నుంచి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎంతమంది నాయకులు తెలిసి ఉంటారు ఆయనకి ఒకవేళ రజనీకాంత్ని ఉపయోగించుకోవాలనుకుంటే వెనక నుంచి ఉపయోగించుకుంటారు కానీ ఓపెన్గా ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు ఇక పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళ సంగతి చెప్పే పనే లేదు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళేంటి వాళ్ళు మాట్లాడే మాటలేంటి ఇప్పుడు ఆయన చేసింది బేసికలీ ఇన్నోసెంట్ రిమార్క్ అది ఒక కాంప్లిమెంట్ అంతే కదా అదేమి ఎన్నికల వ్యవహారం కాదు అది నెక్స్ట్ డే వార్త పత్రికల్లో వచ్చేది ఆ తర్వాత రోజు మర్చిపోయేవాళ్ళు అందరూ మామూలుగా అయితే అంతకుమించి ఏం లేదు కదా దాన్ని రచ్చగొట్టి దాన్ని ఎక్కువ జనం మాట్లాడుకునేట్టుగా చేసింది ఎవరు నన్ను అడిగితే వైసీపీ వాళ్ళే అది వాళ్ళ నేచర్ అండి అది అదేంటంటే ఒక రకమైనటువంటి వల్గర్ క్రిమినల్ రెస్పాన్స్ ఉంటుంది ప్రతిదానికి కూడా అవసరమైన దానికి లేని దానికి దీనివల్ల ఏం జరిగిందండి అసలు నిజానికి వాళ్ళకి నచ్చలేదు అనుకోండి అనుకుందాం జగన్ మన ఇతను పిలిచి చంద్రబాబు నాయుడు చేత ని పోడించుకున్నారు అని చెప్పి అనుకున్నారు అనుకోండి తెలివి గలవాళ్ళు అయితే ఏం చేస్తారండి మమ్మూటిని పిలుచుకో ఆయన మీద సినిమా తీశాడు కదా అదేదో యాత్ర అనుకుంటా సినిమా పేరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ మీద సినిమా తీశారు ఆ సినిమా మీద బాగానే ఆడినట్టుంది అప్పుడు పిలిచి ఒక సన్మానం చేయి అబ్బో అసలు నేను ఆ సినిమాలో నటించేటప్పుడు మన వైఎస్ఆర్ యొక్క ఇది తెలుసుకొని ఎంతో నేను ఆశ్చర్యానికి గురయ్యానని ఏదో చెప్తాడు ఆయన కూడా చెప్పకుండా ఉన్నాడు కదా దాంతోపాటు ఆయన కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని కూడా చెప్తే చెప్పవచ్చు చెప్పించుకో ఎవరు అడ్డం పెట్టేదేమీ లేదు కదా ఎవరు మమ్మూటిని ఇష్టారాజ్యంగా తిట్టరు కదా ఎందుకు తిడతారు అది చేత కాదు వీళ్ళకి వీళ్ళది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళ వల్గారిటీని ప్రదర్శించడం అన్నమాట అది అలవాటు దీనివల్ల ఏమైందండి చివరికి ఒకటి స్థానికంగా సినిమా రంగంతో సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళు అందరూ కూడా ఇదేంటి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే ఆయన వ్యక్తిగత విషయాలు కూడా తీసుకొచ్చారు ఇందులో అవన్నీ మనం మాట్లాడడం కూడా అనవసరం రెండోది తమిళనాడులో తీవ్రంగా రియాక్షన్ వచ్చింది రమేష్ గారు అదే అడగబోతున్నాను అసలు త దేశంలో అమితాబ్ బచ్చన్ చిరంజీవి రజనీకాంత్లకు విపరీతమైన అభిమానం ఉంటుంది ఇంకా తమిళనాడులో అయితే చాలా అభిమానం ఉంటుంది చాలా సంయమనంతో ఉన్నారు అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నా రజనీకాంత్ అభిమానులు అంటే ఇంత రియాక్షన్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా కొంత వాళ్ళ ట్వీట్లు కొన్ని వచ్చినాయండి ట్వీట్లు కానీ అని చెప్పి క్షమాపణ రోడ్ల మీదకి వచ్చిన ధర్నాలు చేస్తున్న సందర్భాలు ఆ స్థాయిలో చేయలేదు కానీ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అంటే ఖండన ఖండన ఖండిస్తూ చాలా భారీ ఎత్తున వచ్చినాయి తర్వాత అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేయటం ఇవన్నీ కూడా చేశారు ఎట్లానంటే జగన్మోహన్ రెడ్డిని ఒక జై జైల్లో పెట్టి బయట మన ప్రిజన్ ఇన్స్పెక్టర్గా రజనీకాంత్ బొంబెట్టి ఒక లాఠీ పెట్టి బయట నిలబడతాడు లాంటి మీమ్స్ తర్వాత మా క్యాపిటల్ చెన్నై మీ క్యాపిటల్ ఏంటి లాంటి మీమ్స్ ఇట్లా ఏంటి సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటి డైలాగు మా సినిమాలోది అడుక్కొని మీరు వాడుకునేటువంటి <laughs> స్థాయి మీది లాంటి కామెంట్స్ ఇట్లాంటివి వేలాదిగా వాటికి రీట్వీట్లు జరిగినాయండి అవన్నీ కూడా తమిళనాడులో దాంతోపాటుగా అనవసరంగా ఇది తెలుగు రాష్ట్రాలకి దానికి అనవసరంగా గొడవ పెట్టడం లాంటివి తప్పితే ఇందులో వచ్చేది ఏమీ లేదు ఇంకోటి ఏంటంటే తమిళ తెలుగు ఇండస్ట్రీస్కి సినిమా ఇండస్ట్రీస్కి బాగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళు యాక్ట్ చేసిన ఇక్కడ ఆడుతున్నాయి సినిమాలు వీళ్ళు యాక్ట్ చేసిన ఈ మధ్యకాలంలో తమిళనాడులో పెద్ద ఎత్తున సినిమాలు ఆడడం తెలుసు ట్రిపుల్ ఆర్ దగ్గర నుంచి మొదలుకొని చాలా సినిమాలు కూడా దానివల్ల ఇబ్బంది కదండి వీళ్ళందరికీ ఇండస్ట్రీ వైజ్ చూసినప్పుడు ఇప్పుడు రోజా మాట్లాడిందండి రోజా హస్బెండ్ సెలవమణి తమిళ్ ఆయన తమిళ్ డైరెక్టరు ఎంత ఇబ్బంది బయటకు వచ్చి మాట్లాడమనండి అట్లా మాట్లాడమనండి రజనీకాంత్ని అని ఎవరైనా అడిగితే ఏంటి పరిస్థితి ఏంటి మోహన్ బాబు రజనీకాంత్ నా చాలా ప్రేమితుడు అని చెప్తాడు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడే ఇది లేదు ఇప్పుడు ఎందుకంటే అటు మాట్లాడితే అటు ఆ వైసీపీ ఇటు ఇటువేమో రజనీకాంత్ ఫ్యాన్స్ ఏది మాట్లాడే పరిస్థితి లేదు వీళ్ళందరికంటే నా ఉద్దేశంలో ఎక్కువ డ్యామేజ్ జరిగేది జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఇద్దరు మిత్రులు అని చెప్పి ఒకటి ఎప్పటి నుంచో ఉంది కొడాలి నాని చెప్పుకుంటాడు అదేమంటే ప్రెస్ ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి తెలుగుదేశంలో ఆ పార్టీలో అధ్యక్ష పదవి ఇవ్వండి ఇట్లాంటివేవో మాట్లాడుతూ ఉంటాడు తన అతి తెలివితోటి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మిత్రులు కాబట్టి కొడాలని చేసినటువంటి కామెంట్ల అన్నిటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వైఖరి ఏంటి అనేటువంటి ఒక ఇది వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఏమో మాట్లాడాను అనుకోండి మాట్లాడకపోయినా ఏ రకమైనటువంటి మెసేజ్ వెళ్తుంది కొడాన్ నాని ఇలాంటి మిత్రుడు ఇతను ఉన్నాడు కాబట్టి ఇతని యాక్చువల్ కూడా అదే అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అతని సినిమాలన్నీ కూడా తమిళ ఇండస్ట్రీలో కూడా అక్కడ కూడా తమిళనాడులో కూడా బాగా ఆడుతున్నాయి అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు అక్కడ కూడా అతని ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నాడు ఈ సమయంలో ఇది అవసరమా నిజంగా కనుక జూనియర్ ఎన్టీఆర్ కనుక మిత్రుడైతే కొడాల నానికి కొడాల నాని క్లెయిమ్ చేసుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్గా చెప్పాలి అతనికి ఈ పిచ్చివాడు ఎందుకు అవుతారా ఎందుకు ఇది సినిమా ఇండస్ట్రీతో మీకు ఎందుకు మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు కదా అనే మాట చెప్పాలి ఇతను చెప్పకపోతే ఇతనికే ఇబ్బంది గతంలో కూడా ఒకసారి ఇలాంటి ఇబ్బంది పడ్డట్టున్నాడు ఆల్రెడీ అండి తెలుగుదేశం పార్టీలో కూడా అదే ఇబ్బంది ఇప్పుడు నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అతను గనక పొలిటికల్ ఆలోచన కనుక ఉంటే ఏదో భవిష్యత్తులో వస్తాడు ఇరగదేస్తాడు అని చెప్పి వాళ్ళ అభిమానులు చెప్తూ ఉంటారు కదా ఇంక్లూడింగ్ కొడాలని అందరూ నిజంగా అతనికి కనుక ఆలోచనలు ఉంటే ఈ కొడాలని ఇలాంటి వాడితో పెట్టుకోవడం వల్ల అతనికి ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఇప్పటికే డ్యామేజ్ ఏంటంటే ఒకటి సినిమా పరంగా డ్యామేజ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పెద్ద హిట్టు అని చెప్పి చెప్పుకునేటువంటి సినిమాలు కూడా కలెక్షన్ రీత్యా చూసినప్పుడు ఆ స్థాయిలో కరెక్ట్ కావట్లేదు మిగతా రామ్ చరణ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మహేష్ బాబు వాళ్ళతో కంపేర్ చేస్తే ఎందువల్ల అంటే ఈ పొలిటికల్ దీనివల్ల మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలామంది ఈ కొడాల నాని తిట్టినప్పుడల్లా దానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఉంది అని అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది ఉందా లేదా మనకు తెలియదు దానివల్ల ఏంటంటే కొంత దూరం అయితే ఉంది అది నష్టం చేస్తుంది అతని సినిమాలకి అతని కలెక్షన్లకి రెండో రకంగా పొలిటికల్గా అతనికి ఆలోచన కనుక ఉంటే భవిష్యత్తులో కొడాలి నాని లాంటి వాడిని నువ్వు నీ పొలిటికల్ కామ్రేడ్ కనుక అయితే నీకు ఏ రకమైన స్థానం ఉంటుంది రేపు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఏ రకంగా సమర్థిస్తారు అనేది ఒక అదొక సమస్య ఆ రకంగా భవిష్యత్తులో కూడా అతను రాజకీయాలకు రావాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి అదొక ఇబ్బంది సో ఓవరాల్గా ఈ వైఎస్ఆర్ వాళ్ళు చేసే చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రజనీకాంత్ మీద అది అన్ని రకాలుగా బోమరంగ్ అయినాయి అనుకుంటున్నా వాళ్ళ మీదనే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి పార్టీ పరంగా లేకపోతే వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందరికీ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది ఇది కాకుండా జగన్ ప్రభుత్వం మీద అనవసరంగా లేనిపోయిన ఫోకస్ వచ్చి అక్కడ తమిళనాడులో <laughs> వాళ్ళు ఆంధ్రలో రోడ్లు ఇట్లా ఉన్నాయి ఆంధ్రలో పరిస్థితి ఇట్లా ఉంది ఆంధ్రలో రేపులు ఎక్కువ అంట అని పత్రికల్లో వార్తలు వస్తాయి కదా నేషనల్ మీడియాలో అవన్నీ తీసి పెడుతున్నారు అందులో సో ఆ రకంగా కూడా నష్టం అది అది వాళ్ళు సాధించింది చివరికి రజనీకాంత్ని పర్సనల్గా టార్గెట్ చేసి ఈ విషయంలో Thank you, sir.